hi friends welcome to nine tech videos ఈరోజు సైకోమెట్రీకి హాల్ టికెట్లు రిలీజ్ చేయడం జరిగింది ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి నల్లపాడులో బాలాజీ టవర్స్ ఉండిద్ది అందులో రావటం జరిగింది సెకండ్ షిఫ్ట్లో ఎవరైనా ఉంటే అక్కడ కలవండి ఇంకా నేను ఆల్రెడీ పర్సనాలిటీ టెస్ట్ మీద ఇప్పుడే ఒక వీడియో రికార్డ్ చేశాను అది సాయంత్రానికి రిలీజ్ అయ్యిద్ది ఇంకా ఇంకోటి ఏంటంటే క్లాసిఫికేషన్ టెస్ట్ రూల్స్ చెప్పడం జరిగింది షార్ట్ రూట్ టెస్ట్ రూల్స్ చెప్పడం జరిగింది ఇంకా ఒక టెస్ట్ ఈరోజు రాత్రి నైట్ రికార్డ్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయబోతాను ఇంకొక గంట రెండు గంటల్లో రిలీజ్ అయ్యిద్ది ఓకేనా మీ యొక్క హాల్ టికెట్ని మీరు ఈ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి దాని మీద ఫోటో అవన్నీ కొంచెం మీరు చెక్ చేసుకోండి ఎక్కడ వచ్చింది అనేది టయానికన్నా ముందులే వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి ఇబ్బంది లేకుండా అందరికి కూడా all the best friends okay మరి ఉంటాను మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్ ఉండేది సైకోమెట్రిక్ అని క్లాసెస్ అని అందులోకి వెళ్తే మీకు కొన్ని డౌట్స్ అనేది క్లారిఫై క్లారిఫై అయిపోయిద్ది ఓకేనా ఎటువంటి ఇబ్బంది లేదు బాగా రాయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్